அஞ்செய்யவா படைத்த నాశనం చేసిన ఈ ఊరికి నా మంత్రశక్తి బలమేంటో తెలుస్తుంది అమ్మవారు కాపాడుతున్న అంజనం వేసిన పద పూజారి భక్తులు చెప్పారు Thank you. luck. I'm sorry.